ఏందన్నా పరిశాన్ అవుతున్నావు అంత గడిబిడి గడిబిడిగా అనిపిస్తాను ఏహే లేదురా ఫ్లైట్లు చూస్తుంటే అడ్డవాళ్ళగా రేట్లు ఉన్నాయి అరే నువ్వు పేరు తిరిగి బిల్విత్రి వెబ్సైట్లకి వెళ్ళి ఆర్డర్లు ఇస్తుంది చూడు ఇది మన కాస్కో నా వాస్కోడి గామ మీ యాత్ర మా పాత్ర అట్లాంటి వెబ్సైట్లో నమ్మచ్చారా ఏంది నేను ఎప్పుడు అట్లాంటి వెబ్సైట్లకి వెళ్ళి బుక్ చేస్తా కదా అన్ని టికెట్లు మనవి అరే గట్ల అయితే నాకు ఒకటి మంచి డీల్ పట్టరాత్ర ఫ్లైట్ మస్తు చీప్ ఉండాలి business class range business class కావునా బిజినెస్ క్లాస్ వెనకాల ఒక ఎకానమీ సీట్ ఉంటుంది చూడు గన్ల దొరికితే చాలు సరే సరే నేను ఏదో సెట్ చేస్తలే కానీ సరే నేను పటేల్ సిస్టర్ దాకా పోయి వస్తాను ఓకేనా అప్పుడే సమలకతమైన నీ పొట్టలేక క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా రోజు రోజుకి ఇంత పెరుగుతుంది ఓపెన్ చేస్తే చాలు ఇష్టాకార్టు అబ్హబ్బు డోర్ వాష్ ఆన్లైన్ డెలివరీ ఛార్జీలే ఛార్జీలు డెబ్బై ఎనభై వంద నా బొంద అరే జిందగీలో తినద్దు అనుకున్న చిప్స్ అన్నీ ఆర్డర్ చేసి మరి తింటాను కదరా ఇంకేంద్ర మళ్ళేంద్ర ఏం సామాన్లు కావాలరా నీకు నాకు అర్థమైతలేదు హెల్త్ వెల్త్ రెండు బొక్కనే ఏ ఊకో నువ్వు కూడా తింటాను కదా అయినా గట్లా అవుతున్నాయనే ఇప్పుడు ఒక మస్త్ ప్లాన్ వేసిన నువ్వు ప్లాన్ చెప్పు అది జబర్దస్తా ఎక్స్ట్రా జబర్దస్తా నేను చెప్తా ఏం లేదు ఇప్పుడు పటేల్ సిస్టర్స్ పోతా కావాల్సిన దానికంటే కొన్ని ఎక్కువ సామాన్లు పట్టుకొస్తా కేల్ కథం ఈ ఆన్లైన్ డెలివరీలు ఈ కథలన్నీ ఇంకా ఉండే అంతే బంద్ సరే కానీ ఎందుకైనా మంచిది ఆ మాస్క్ని గ్లౌజులు పెట్టుకుని పో ఎందుకైనా మంచిది అబ్బా ఇక్కడ వచ్చలేదు మనం ఏం చేద్దాం సరే ఓ మంచి సినిమా చూద్దాం అన్న రాములు వస్తుండు ఏం రాములు ఏమో లడాయికి వచ్చినట్టు ఎగేసుకుంటూ రాబడుతుంది ఏం సంగతి నీతో లడాయికి వచ్చే ఆ పట్టేలా ఏం రో మాటలు జోరుగా రాబట్టే పైసలు తెచ్చినవా బాకీ తీరుస్తావా లెక్కదేరా పటేలా బా ముసలాయన ఏమన్నా యాక్ట్ చేసిందా పటేలా ఓ పటేలా అని ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసిండు నా లెక్కన మస్ట్ టాలెంటెడ్ అనుకుంటా ఇదేంది స్ట్రక్ అయింది రిమోట్ ఇది స్ట్రక్ ఎందుకైంది ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా Bum, bum, bum, bum, bum, bum, bum. పామేందన్న పాము ఎక్కడ తెల్లగా ఉంటుందా ఏంది నువ్వు దరిద్ర బెస్ట్ ఫ్రెండ్స్ కదరా మీ ఇద్దరు పక్కన ఉంటే ఏ పాము ఏ కలర్ అయినా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు <laughs> నవ్వుతాడు ఏంది పిస్తాడు ఇంత ఇదేందిరా ఇంత పెద్దగా ఉంది అది మన పటేల్ సిస్టర్స్ బిల్లు రే భూమి తాత పేరు మీద గిట్ట సత్రం పెట్టినవేంది గిదేంద్రా గిత పెద్దగా ఉంది అమ్మో అరే ఈ బిల్లు దాకా ఉందా అరే ఎవడని ఇన్ని సామాన్లు ఉంటాడా రా అవునా మధ్యలో బాహుబలి గ్రాఫిక్స్ లాగా ఈ కలర్ కోడ్ చేంజ్ అయిందిరా నీ సామాన్లు కొన్నామని చటాకు వంకాయలకి రీఫండ్ ఇచ్చాడు నువ్వు ఏ డాలర్ బిల్ చేస్తే అడిచేటాకు వంకాయలు ఫ్రీ ఇచ్చిన నువ్వు ఖుషి అవుతున్నావా నాడు బయటికి పోదాం పద సామాన్లు తెద్దాం అరే కారు కూడా నేను ఎప్పుడు రిబ్బన్ కట్టిలేరా కొత్త కారు కొన్నప్పుడు రిసిప్ట్ మొత్తం చుట్టి పడేసినావు కదరా వారి నాయన పది పెసరపప్పులు పది కందిపప్పులు అరే ఇంత పప్పు తిన్నామనుకో కమ్యూనిటీ వాళ్ళు అంతా మనల్ని బ్యాన్ చేస్తారు ఎందుకని అడకు ఆ ప్రాసెస్ నేను అది ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇదేంది meat lovers sausage pepperoni cauliflower thin crust pizza hundred percent వెజిటేరియనా హవ్వబ్బా ఇమిటేషనా ఇరిటేషన్ వస్తుంది నాకు ఎవ్వ ఇదేంద్రో organic oilless fatless coronaless chips రే బ్రెయిన్లెస్ మళ్ళీ ఇదేంద్ర ఈ గడ్డంతా తిన్నాక ఫ్లష్ అవుట్ అవనీకి ఓట్స్ మళ్ళీ ఇక్కడ వెరైటీ ఉంది plain oats masala oats cucumber oats orange oats avocado oats నాయనా ఏ నవ్వక్ నవ్వక్ నువ్వు నవ్విన ప్రతిసారి నా గుండెలో గూడ్స్ బండి నడుస్తుంది నాకు ముచ్చటైతే కన్ఫర్మ్ అయిందిరా నువ్వు పక్కా సత్రం పెడదామని డిసైడ్ అయినావు భూమయ్య తాత చారిటబుల్ ట్రస్ట్ అంతే కదా ఏ ఊకో అన్న ఊరుకూరుకే ఓడిపోతాడని చెప్పి ఒకటేసారి వేసుకుని వచ్చిన తప్పేముందన్నా అరే ఊరుకూరుకే ఓడిపోతాడని పటేల్ సాబ్ని ఇంటికి తెచ్చుకుంటావురా మా సవ్యరా నువ్వు వాడు మంచిగా డబ్బాలలో ప్యాక్ చేసి మరి ఇచ్చిండు డబ్బాలు కూడా ఫ్రీ తెలుసా అరే నిజం చెప్పు ఆ డబ్బాలు ఫ్రీ ఇచ్చిందని నువ్వు ఖుష్ అవుతున్నావు కదా పట్టు ఈ మోసే వరకు బ్రేక్ఫాస్ట్ అంతా అరిగిపోద్ది రెండు వేల డాలర్ల బిల్లు నేను ఇంకెప్పుడు నేను గ్రాసరీస్కి పంపారా నాయన నేను పంపాను వామ్మో అరే నువ్వు ఇట్లా కొనుక్కుంటా పోయినావు అనుకో మన పరిస్థితి రేపు ఏందో తెలుసా దరిద్రం అంటే అష్ట దరిద్రం అంటే ఏందో తెలుసారా అగో ఆ డైలాగు కరెక్ట్గా ఇప్పుడే రావడం ఆ వీడియో అప్పటి నుంచి ప్లే అవుతలేదు అక్కడ స్ట్రక్ అయింది అది అక్కడ స్ట్రక్ అవుతే ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకున్నా ఇంట్లో ఉన్న నీ వల్ల ప్రాబ్లం అనుకోలేదు కనీసం థ్యాంక్స్ రా నాయన ఎనిమిది వందల డాలర్లు పెట్టి ఫ్లైట్ ఏదో బుక్ చేసినట్టున్నావు కదా నా క్రెడిట్ కార్డ్ వాడినట్టున్నావు కదా మెసేజ్ వచ్చింది థ్యాంక్స్ రా లేదు నేను ఇంకా బుక్ చేయలేదన్న బుక్ చేయలేదా మరి అదేంది ఫ్రాడ్ అయింది కొంపదీసి అరే కస్టమర్ కేర్ కాల్ చేయాలి ఎక్కడ ఫోన్ ఓ అదా నువ్వే కాస్కో అనుకుంటున్నావు అదే అది బిల్పిత్ర వెబ్సైట్ చెప్తావా కాస్కోనా వాస్కోడిగామా అది కాదా ఏ కాదు కాస్కో వేర్ హౌస్ అట్టట్ట పోయి కొన్ని కొన్ని వేసుకొని వచ్చిన అట్టట్టనా అరే నువ్వు పటేల్లో ఇంత సామాను కొని మళ్ళీ కాస్కోలో పోయి ఎనిమిది వందల డాలర్లు వేసినావా ఏందిరా నాయన అరే నువ్వు అట్టట్టగా వేస్తేనే గింత అయితే రేపు ఇట్టిట్టేస్తే ఎంత అవుతుందిరా నాకు ముచ్చటైతే అర్థమైందిరా నిన్ను నేను పటేల్కి పంపించాను అనుకో నేను రేపు వాళ్ళ షాప్ ముందు ఆ డాలర్కి ఇచ్చే సమోసాలు అవి తినుకుంటా పటేలా పటేలా అని బతకాలి ఇంకోటి కూడా అర్థమైంది కాస్కో అంటే నాకు ఇన్ని రోజులు ఫుల్ ఫామ్ తెలియదు ఇప్పుడు అర్థమైంది కాస్ట్లీ కంపెనీ అని చేసినంత చేసి రప్చిక్ రాజలాగా ఇక్కడ డబ్బాలు రీసైకిల్ చేస్తున్నావా కనీసం సబ్స్క్రైబ్ అవ్వమని రిక్వెస్ట్ చేయరా మీకు కనుక ఈ డబ్బాలు నచ్చితే చిచి మీకు కనుక మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి